కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ రావడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జగన్ పేరును ప్రారంభోత్సవ శిలాఫలకం పైన కూడా చెక్కారని సమాచారం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్ రద్దు చేశారు దాని స్థానంలోనే కాళేశ్వరాన్ని నిర్మిస్తున్నారు దీంతో జగన్ ఎలా ఈ కార్యక్రమానికి వస్తారన్న దాని మీద వాదోపవాదనలు జరుగుతున్నాయి ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ గతంలో కర్నూలు జలదీక్ష చేపట్టారు కేసీఆర్ను హిట్లర్తో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోదావరి జలాలను ఇష్టానుసారంగా కేసీఆర్ ఎలా తీసుకుంటారని జగన్ ప్రశ్నించారు చంద్రబాబు కాళేశ్వరాన్ని అడ్డుకోలేకపోతున్నారని జగన్ అప్పట్లో ధ్వజమెత్తారు ఆనాటి కర్నూలు జలదీక్ష వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని వ్యతిరేకించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావడమేమిటన్న విమర్శలు జోరందుకున్నాయి ఇక ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని ప్రచారం జరుగుతోంది కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి కావడానికి ముఖ్య కారణం హరీష్ రావే పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఆయన పనిచేశారు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి రోజుల తడబడి ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహించారు వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో ఆయన కాళేశ్వరం పనులు పరిశీలించిన సందర్భాలు చాలానే ఉన్నాయి హరీష్ రావు పనితీరును చూసి అబ్బురపడ్డ గవర్నర్ నరసింహన్ ఆయనకు కాళేశ్వరరావు అనే బిరుదు కూడా ఇచ్చారు కాళేశ్వరం నిర్మాణంతో ఇంత సంబంధం ఉన్న హరీష్ రావును ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది ప్రారంభోత్సవ వేదిక మీద కనిపిస్తారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది కేవలం ఎమ్మెల్యే హోదాలోనే హరీష్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వానం అందనుంది దీంతో ఆయన మిగిలిన శాసనసభ్యులతో పాటే కూర్చోవాల్సి వస్తోంది అసలు ఆయన వెళ్తారా లేదా అన్న దానిపైన కూడా అనుమానాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ మొత్తాన్ని కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రాజెక్టు సాధకుడినని తానేనని ఆయన స్వయంగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు కాళేశ్వరం కోసం అహర్నిశలు కష్టపడ్డానని కేసీఆర్ తేల్చి చెప్పారు అందుకే తానే ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించారు అంటే హరీష్ రావు పేరు పేరును ప్రస్తావించడానికి కూడా చంద్రశేఖరరావు ఇష్టపడకపోవచ్చు మొత్తానికి చంద్రశేఖరరావు మాత్రమే ఇప్పుడు